hi friends welcome to my channel friends అందరూ బాగున్నారు అనుకుంటున్నా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ లేట్గా చెప్తున్నాను సారీ అండ్ ఈరోజు ఏంది వీడు అవతారం వేసుకొని ఇచ్చాడు అంటే ఎమోజీ అనుకుంటున్నాను అంటే ఏదో స్పెషల్ ఉండాలి కదా అందుకే ఈరోజు వీడియో ఏంటంటే మై రూమ్ టూ ఎప్పటి నుంచో మీకు మా రూమ్ టూర్ చేద్దామని అనుకున్నా కానీ టైమింగ్ వీలు దొరకడం లేక చేయలేదు ఫైనల్లీ మేము ఒక రూమ్ తీసుకున్నాం అది ఒక పెద్ద టెర్రస్ మీద అది మీకు చూపిస్తాను చూడండి స్టార్ట్ బిగాన్ ఇదే ఫ్రెండ్స్ మా రూమ్ ఇదండి మనం మన రూమ్లోకి ఎంటర్ అయిపోదాం వేర్ ఇదే మై రూమ్ చూడడానికి చాలా కొంచెం డిఫరెంట్గా కనిపించవచ్చు బ్యాచులర్స్ రూమ్స్ అంటే మీకు తెలిసిందే ఎలా ఉంటుందో మరి నేను చెప్పక్కర్లేదు అండ్ మొత్తం మై రూమ్ అండ్ క్యాలెండర్ వచ్చేసి మన న్యూ ఇయర్కి మన పనిచేస్తున్న క్యూఆర్ వాళ్ళు ఇచ్చిన calendar two thousand twenty three calendar and ఇక్కడ పుట్టపర్తిలో సత్య సాయిబాబా గాడ్ కాబట్టి ప్రతి రూమ్లో సత్య సాయిబాబా ఫోటో ఉంటుంది అండ్ లిఫ్ట్లో అన్ని దగ్గర చాలా అన్ని ప్లేస్లో సత్య సాయిబాబా ఫోటో ఉంటుంది ఇది ఈ విండో ఓపెన్ చేస్తే మంచి వ్యూ వస్తుంది మనకి ఆ మౌంటైన్స్ కనిపిస్తాయి మార్నింగ్ లేకనే ఆ కిటికీ చూస్తే మంచి వ్యూ మనకు అందిస్తుంది అండ్ దీంతోపాటు మనకి విండో ఉంది మనకి ఆ విండో ఓపెన్ చేస్తే మంచి కళాఖండాలు కనపడతాయి ప్రజెంట్ ఇప్పుడు వాళ్ళు లేరు లేరు వాళ్ళు ఎవరో కాదు రష్యన్ పీపుల్స్ అక్కడ స్టే చేస్తున్నారు ఆ రూమ్లో అండ్ ఇవచ్చి తెలిసిందే కిచెన్ సామాగ్రి ఇవి వచ్చేసి మా అమ్మగారు మా ఫ్రెండ్ ఇప్పుడు పడుకున్న అక్కడ పడుకున్న అబ్బాయి ఇంటికి వెళ్ళి వచ్చాడు మా అమ్మగారు నా కోసం కొన్ని ఐటమ్స్ పంపించారు ఇక్కడ దొరక అవి ఏడో కాదండి చిన్న ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి చీకటలు అండ్ కాకరకాయ పకోడీ అండ్ లాస్ట్లో మిక్చర్ ప్యాకెట్ ఇవి నాకు తినడానికి మా అమ్మగారు నాకు పంపించారు అండ్ స్టే దాచుకోవాలి కదా దాచుకొని కొద్ది కొద్దిగా తిని ఎంజాయ్ చేయడం ఇదైతే టోటల్ మా రూమ్ టూర్ అండ్ ఇది వచ్చేసి మా రూమ్ బాత్రూమ్ ఎక్కువసేపు చూడకండి బాగోదు అండ్ ఇదే ఇటు సైడ్ మా రూమ్ లెఫ్ట్ సైడ్ అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది చాలా మంది ఆ టెంపుల్కి వెళ్తారు మొత్తం బావరాడు అయితే ఇది మా టెర్రస్ టెర్రస్ మీద మంచిగా మాకు మార్నింగ్ దగ్గర మంచి ఎండ వస్తుంది మంచిగా ఫీల్ అవ్వచ్చేయండి మీకు టెంపుల్ చూపించారు కదా అదే పుట్టపతి సాయిబాబా టెంపుల్ చాలామంది ఫారినర్స్ విజిటర్స్ చాలామంది ప్రతి రోజు రోజు చాలా వేల మంది వస్తుంటారు చూడడానికి అంత ఫేమస్ ఇక్కడ ఆ టెంపుల్ అండ్ మేము ఉంటున్నది ఎయిత్ ఫ్లోర్ పైన అంటే టెర్రస్ మొత్తం ఎయిత్ ఫ్లోర్స్ ఈ బిల్డింగ్స్ మేము ఒకసారి లాస్ట్ వీడియో మేము అప్లోడ్ చేస్తూ ఉన్న వీడియో అక్కడే ట్రెక్కింగ్ చేసాం ఆ కొండ మీద ఆ వీడియో సారీ లేట్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి ఆ వీడియో కూడా తొందరలో మీకు వచ్చేస్తుంది మెయిన్ ఈ రూమ్ తీసుకోవడానికి కారణం టెర్రస్ టెర్రస్ మొత్తం మందే ఎవరు లేడు మొత్తం లొకేషన్ మొత్తం ఏముందో చాలా బ్యూటిఫుల్గా ఉంది